Hello students welcome to Achievers Academy Achievers Academy ఛానల్లో తిరిగి మీ అందరికీ స్వాగతం టిఎస్పిఎస్సి ద్వారా జూనియర్ లెక్చరర్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి junior lecturer notification JL notification TSPSC విడుదల చేయడం జరిగింది ఒక ప్రెస్టీజియస్ జాబ్ అండి ఇది దట్ ఈస్ గెజిటెడ్ పోస్ట్లు ఇవన్నీ కూడా రెండు మల్టీ జోన్ పోస్ట్లు అంటే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అన్నీ కూడా లోకల్ క్యాండిడేచర్స్తోనే ఫిల్ చేయబోతా ఉన్నారు సో సంఖ్య కూడా పెద్దగానే ఉంది వెరీ బిగ్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు ఇక్కడ మనకు మల్టీ జోన్ వన్ కింద seven hundred and twenty four పోస్టులు మల్టీ జోన్ టూ కింద six hundred and sixty eight పోస్టులు మొత్తం కలుపుకుంటే thirteen hundred and ninety two వేకెన్సీలతో ఈ జైల్ నోటిఫికేషన్ అయితే టీఎస్పిఎస్సి విడుదల చేసింది దీని యొక్క ఏజ్ క్రైటీరియా వచ్చేసి eighteen years to forty four years అండి age criteria as on first July two thousand twenty two ఈ ఏజ్ క్రైటీరియా అనేది eighteen to forty four years అన్నది ఎప్పటి వరకు ఉండాలని అంటే first July two thousand twenty two pay scale కూడా మంచి పే స్కేల్తో గెజిటెడ్ పోస్ట్ కాబట్టి fifty four thousand two twenty నుండి one lakh thirty three thousand six thirty వరకు పే స్కేల్ ఉంటుంది దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అన్నది సిక్స్టీన్త్ డిసెంబర్ నుండి ప్రారంభమై సిక్స్త్ జనవరిన ముగిస్తుంది సిక్స్త్ జనవరి వరకు uh, మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు దీంట్లో మొత్తం కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఎస్ seven twenty four multizone one six sixty eight multizone two totally thirteen ninety eight పోస్టులు అయితే వేకెన్సీలు అయితే ఈ జైల్ నోటిఫికేషన్లో ఉన్నాయి ST reservation ten percentage ST రిజర్వేషన్ని కూడా ఇక్కడ అమలు చేయడం జరిగింది and objective examination type is likely to be held in the month of June or July two thousand twenty three అంటే దీనికి దాదాపు ఆరు నెలల కన్నా ఎక్కువనే సమయం ఉన్నదని చెప్పి మనం చెప్పుకోవచ్చు జూన్ లేదా జులై రెండు వేల ఇరవై మూడులో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయవచ్చు either through computer based test or offline అంటే సిబిటి అయినా ఉండొచ్చు లేదంటే ఆఫ్లైన్ మోడ్లోనైనా కూడా ఈ ఎగ్జామినేషన్ అన్నది ఉండవచ్చు ఓకే సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని కూడా ఒకసారి మీరు గమనించినట్లయితే must possess a second class PG degree MA or MSc or MCom masters ఉండాలి basically must possess a second class PG degree in political sciences అంటే వేరే వేరే సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క రకమైన క్వాలిఫికేషన్ అన్నది ఇక్కడ ఇస్తారు డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మా application have obtained requisite degrees through open universities distance education mode are required to have recognition by the UGC AICTE distance education based rules. Okay. ఇక్కడ university established or incorporated under the act state act operate only within the territory jurisdiction allot to it under its act and in no case beyond the territory of the state అంటే తెలంగాణ రాష్ట్రం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రికగ్నైజ్ అయినటువంటి యూనివర్సిటీస్ని మాత్రమే అంగీకరిస్తామని చెప్పి తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అని చెప్పి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు ఏజ్ రిలాక్సేషన్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి forty four years Telangana state government ఎంప్లాయీస్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది దాంట్లో employees of TSRTC corporation municipality వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే త్రీ ఇయర్స్ ఎన్సీసీ ఉన్న వాళ్ళకు three years SC ST BC EWS వీళ్ళందరికీ కూడా five years age relaxation physically handicapped అయితే ten years of age relaxation అన్నది ఇవ్వడం జరుగుతుంది so centres for examination Hyderabad మొత్తం హెచ్ఎండిఏ హైదరాబాద్ మున్సిపల్ మొత్తం పరిధిలో కరీంనగర్ ఖమ్మం హన్మకొండ నిజామాబాద్ ఈ సెంటర్స్లో ఎగ్జామ్ అన్నది నిర్వహిస్తారు అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ అదర్ ప్రొవిజన్స్ uh, మీరు ఇక్కడ అంటే ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా ఇంతకుముందు చెప్పిన మీకు. లైక్ ఎస్‌టీ రిజర్వేషన్ అయితే ఇంప్లిమెంట్ చేసినారు కాబట్టి భవిష్యత్తులో వచ్చే ప్రతి కూడా టెన్ పర్సెంట్ ఎస్‌టీ రిజర్వేషన్‌ని ని uh, అమలు చేస్తారని అయితే మనకి ఇక్కడ అర్థమవుతోంది ఎందుకంటే ఇది కూడా టీఎస్పిఎస్సి ద్వారానే విడుదలైనటువంటి నోటిఫికేషన్ కాబట్టి దీంట్లో మల్టీజోన్ వన్ మల్టీజోన్ టూ అంటే ఏంది మల్టీ జోన్ వన్ కిందకి ఎవరు వస్తారు మల్టీజోన్ టూ కిందకి ఎవరు వస్తారు అది చాలా క్లియర్గా ఇక్కడ డిస్ట్రిక్ట్స్ మెన్షన్ చేయడం జరిగింది మల్టీ జోన్ వన్ అయితే ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు ఆదిలాబాద్ నిర్మల్ ఇటువంటి జిల్లాలు మల్టీ జోన్ టూ అయితే హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి ఇటువంటి జిల్లాలన్నీ కూడా మల్టీ జోన్ టూ కిందకి వస్తాయి. ప్రొసీజర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ మీకు will be written examination objective type by the selection of the post selection of the post will be based on marks secured in the written examination. అంటే కేవలం ఇక్కడ రిటర్న్ uh, ఎగ్జామినేషన్ అన్నదే uh, ఉంటుంది. ఆల్సో ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ కనుక మీరు గమనించినట్లయితే coming to the most important idea that is categorisation అంటే జూనియర్ లెక్చరర్ అరబిక్లో అరబిక్లో జూనియర్ లెక్చరర్ ఏ పోస్ట్కి మల్టీ జోన్ వన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి లైక్ సిమిలర్గా జూనియర్ లెక్చరర్ బాట్నీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఉర్దూ మీడియం బాటనీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి కెమిస్ట్రీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఈ రకంగా కంప్లీట్ లిస్ట్ ఆఫ్ టేబుల్ని అయితే ఇక్కడ గ్రూప్ నోటిఫికేషన్లో చాలా డీటెయిల్గా ప్రతి పోస్ట్కి సంబంధించి ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో విడుదల చేయడం జరిగింది సో మేము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని బట్టి మేము ఎలిజిబిలిటీని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చును సో ఇక్కడ మనము స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే పేపర్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది నూట యాభై మార్కులు పేపర్ టూ వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ అంటే మీది బాటనీ ఉంటే బాటనీ కెమిస్ట్రీ ఉంటే కెమిస్ట్రీ ఆ రకంగా మొత్తం వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ డ్యూరేషన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సో మొత్తం మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది దాంట్లో లిస్ట్ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ కన్సర్న్ సబ్జెక్ట్ పీజీ లెవెల్లో ఉండాలి గుర్తుపెట్టుకోండి జనరల్ స్టడీస్ అంటే పేపర్ వన్ ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ అది కూడా మనకు గ్రూప్ టూ స్థాయిలోనే ఉండాలి. ఎందుకంటే this is a gazetted post మా. గెజిటెడ్ పోస్ట్ అంటే మీరు ఏదో ఆల్ ఇన్ వన్ తీసుకొని మార్కెట్‌లో అన్ని సబ్జెక్టులు సబ్జెక్ట్‌లు ఉన్నటువంటి ఆల్ ఇన్ వన్ తీసుకొని చదివితే ఇక్కడ కుదర సరిపోదు. ఎందుకు అంటే గ్రూప్ టూ స్థాయిలోనే మనకు పేపర్ అన్నది రాబోతుంది కొంచెం కఠినంగానే జనరల్ స్టడీస్ అనేది డిసైడింగ్ అవుతుంది ఎందుకంటే కన్సర్న్ పీజీ లెవెల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా మీరు మాస్టర్స్ చేసే ఉండింటారు కాబట్టి అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఇది కాకుండా మీరు మాస్టర్ చేయవలసినటువంటి అంశం ఏంటిదనంటే definitely it is your general study subject మాత్రమే కాబట్టి okay so list of concern subjects కూడా ఇక్కడ ఇచ్చినారు లైక్ అరబిక్ అని బాట్నీ అని chemistry civics commerce economics English French zoology Urdu Telugu Sanskrit physics maths history Hindi ఓకేనా నెక్స్ట్ జనరల్ స్టడీస్ పేపర్ అనేది దీంట్లో కీలకం కాబోతుంది ఇంతకుముందు చెప్పినట్టు గ్రూప్ టూ లెవెల్లో మీరు దీనికి ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి సిలబస్ కూడా చూడండి ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది like current affairs of regional national international importance current affairs కానీ ఇంటర్ ఐఆర్ కానీ general science science and tech environment and economy and social development physical geography economic geography of Telangana socio economic political history of modern India socio economic political history of Telangana with special emphasis on Telangana statehood movement ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మ్యామ్ జనరల్ స్టడీస్లో సాధారణంగా తెలంగాణ మూమెంట్ అనేది ఇంక్లూడ్ చేయలేదు ఇప్పటి వరకు కానీ ఇక్కడ జనరల్ స్టడీస్లో కూడా తెలంగాణ మూమెంట్ ఇంక్లూడ్ చేసినారు సిలబస్ ఇంకా ఎక్కువ నేను చెప్పాలి జనరల్ స్టడీస్ సిలబస్ కన్నా కూడా ఎక్కువ నేను కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చును polity society culture cultural heritage of Telangana policies of Telangana logical reasoning basic English of tenth standard okay దాని తర్వాత కన్సర్న్డ్ సబ్జెక్ట్స్ యొక్క సిలబస్ని డీటెయిల్గా ఈ రకంగా ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది ఎవరి సబ్జెక్ట్ని వాళ్ళు చూసుకుంటే వాళ్ళకు ఈ నోటిఫికేషన్ అయితే అర్థమవుతుంది సో మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను like whenever you prepare for JL examination JL exam మీరు ప్రిపేర్ అయ్యే టైంలో గేమ్ చేంజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండేటటువంటి సబ్జెక్ట్ ఏంటిదని అంటే definitely it is your general studies paper general స్టడీస్ని మీరు చాలా ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వండి దాని కొరకు అచీవర్స్ అకాడమీ కూడా ఈ జనరల్ స్టడీస్ని సింప్లిఫై చేయడానికి మేము రెండు మాధ్యమాల్లో కూడా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్లో మేము అందుబాటులో ఉన్నాము జూనియర్ లెక్చరర్స్కి సంబంధించి దానికి సంబంధించిగానే స్పెషల్ స్పెషలైజ్డ్ డిజైన్డ్ కోర్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నది. So, Achievers Academy dot next అనేటటువంటి యాప్‌ని మీ అచీవర్స్ నెక్స్ట్ అనేటటువంటి యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి అచీవర్స్ అకాడమీ ఆఫ్‌లైన్ సెంటర్స్‌లో కూడా గ్రూప్ టూ బ్యాచెస్ కంటిన్యూస్గా నడుస్తూ ఉన్నాయి కాబట్టి, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో మా గ్రూప్ టూ ఆఫ్‌లైన్ బ్యాచెస్ నడుస్తూ ఉన్నాయి. అక్కడ కూడా మీరు వచ్చి ఆఫ్‌లైన్ క్లాసెస్ వినొచ్చు. జనరల్ స్టడీసే ఏ ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. ఓకే. డీటెయిల్‌గా జనరల్ స్టడీస్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? అసలు ఏ స్ట్రాటజీ ఫాలో అయితే నూట యాభై మార్కుల్లో కనీసం అంటే నూట ముప్పై నూట ఇరవై మార్కులు మనం సాధించగలుగుతాము అన్నటువంటి వీడియోని రేపు మీ ముందుకు చాలా క్లియర్గా తీసుకొని రాబోతా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అచీవర్స్ అకాడమీ గుడ్ నైట్ జై హింద్